హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends AP సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏ జాబ్కి మనం ఎలిజిబిలిటీ అన్న విషయం సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే చాలా మట్టుకి ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది కానీ వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఒక క్లారిటీ అనేది లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే category one category two category three అని ఈ మూడు కేటగిరీల్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది కానీ ఎగ్జామ్ అనేది ఒకే రోజున వస్తే ఏంటి పరిస్థితి అనే కొన్ని డౌట్స్ అనేవి చాలామందిలో ఉన్నటువంటి పరిస్థితి నన్ను చాలామంది అయితే అడగడం కూడా జరిగింది అయితే ఏ ఏ కేటగిరీకి ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కేటగిరీ వన్ అండి కేటగిరీ వన్లో నాలుగు పోస్టులనే ఉన్నాయి నాలుగు ఫీమేల్స్కి మేల్స్కి అయితే మూడు పోస్టులనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫీమేల్స్కి పంచాయతీ కార్యదర్శి మహిళా police welfare and educational and assistant ward administrative secretary ఇక మేల్స్కి వచ్చి పంచాయతీ కార్యదర్శి welfare and educational assistant ward administrative secretary so ఇది కేటగిరీ వన్ అయితే ఎగ్జామ్ యొక్క డేట్ వచ్చి సెప్టెంబర్ ఒకటి ఉదయాన్న ఎగ్జామ్ యొక్క డేట్ అనేది ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ సో కేటగిరీ టూకి వచ్చేటప్పటికి గ్రూప్ ఏ గ్రూప్ బి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ సో గ్రూప్ ఏలో ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ రెండు ward amenity secretary grade two ఇక గ్రూప్ బిలో village revenue officer grade two village surveyor grade three so వీటి యొక్క ఎగ్జామ్స్ వచ్చి సెప్టెంబర్ ఒకటి ఆఫ్టర్నూన్ ఓకే ఫ్రెండ్స్ అయితే కేటగిరీ త్రీలో కొన్ని ఎగ్జామ్స్ కూడా సెప్టెంబర్ ఒకటి ఆఫ్టర్నూనే జరుగుతాయి ఆ ఎగ్జామ్స్ ఏంటి అంటే చూడండి మీకు ఫస్ట్ నుండి సెవెన్ వరకు ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా అంటే కేటగిరీ త్రీలో మొత్తం లెవెన్ ఉన్నాయి కదా లెవెన్లో ఫస్ట్ నుండి ఆర్డర్లో అంటే ఫస్ట్ నుండి సెవెన్ వరకు ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా సెప్టెంబర్ ఒకటి సాయంత్రమే జరుగుతాయి సో ఆ యొక్క వివరాలను ఒకసారి తెలియజేస్తాను చూడండి ఒకటి village agriculture assistant grade two రెండు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ మూడు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ నాలుగు డిజిటల్ అసిస్టెంట్ అంటే పంచాయతీ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ పశు సంవర్ధన శాఖ సహాయకుడు ఆరు ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ ఏడు విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఈ ఏడు ఎగ్జామ్స్ కేటగిరీ త్రీకి సంబంధించినవి ఇవి సెప్టెంబర్ ఒకటి సాయంత్రమే జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక రిమైనింగ్ ఉన్నటువంటి కొన్ని చూస్తే కనుక ఇక మనకి ఏడు పోస్టులు అవుగా ఇంకా మూడు ఉన్నాయి అంటే ఏడులో మొత్తం పదకొండు కదా ఇంకా నాలుగు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఎనిమిది తొమ్మిది పది అంటే కేటగిరీ త్రీలో ఎనిమిది తొమ్మిది పది ఎనిమిది వచ్చి ward sanitation environmental secretary grade two తొమ్మిది ward planning and regulation secretary grade two ఇక పది ward welfare and development secretary ఈ మూడు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ త్రీలో వీటి యొక్క ఎగ్జామ్ యొక్క డేటు సెప్టెంబర్ ఎనిమిది ఉదయం సెప్టెంబర్ ఎనిమిది ఉదయం ఇక ఫైనల్గా ఒక ఎగ్జామ్ మిగిలింది పదకొండవది ward education and data pro processing secretary అండి ఇది సెప్టెంబర్ ఎనిమిది ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఎగ్జామ్ యొక్క డేట్స్ని డివైడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని ప్రకారం మీరైతే ప్లాన్ చేసుకొని మీరు ఏ పోస్టులకు పెట్టారో చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే దీనికి సంబంధించినటువంటి ఫార్మేట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసి ఒకసారి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్